Thank you. రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి గంట సింబల్ వస్తుంది గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు హాయ్ ఫ్రెండ్స్ టెట్కి సంబంధించినటువంటి సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు టెట్ రాసే అభ్యర్థులందరికీ కూడా రిజల్ట్ కోసం ఎక్కువ టైం వెయిట్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది ఇక నుండి మనం టెట్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం మనం వెయిట్ చేసే అవకాశం లేదు ఫ్రెండ్స్ ఆ వివరాలను ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తున్నాను నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే వివరాల్లోకి వెళ్తే పరీక్ష పూర్తయిన మరుక్షణమే ఫలితం వెల్లడి ఆన్లైన్లో ఏపీ టెట్ నిర్వహిస్తున్న విద్యాశాఖ ఇప్పుడు పూర్తి అంటే పరీక్ష పూర్తి అవగానే తెరపై మార్కులను చూపించనుంది ఇక పరీక్ష మరుసటి రోజు మొబైల్ ఫోన్కు మార్కులను పంపించనుంది కాగా పేపర్ సబ్జెక్ట్ భాష మార్చుకునేందుకు అభ్యర్థులకు మరొకసారి ఇచ్చిన అవకాశం గడువు ఈ సాయంత్రం ఐదుతో ముగియనుంది అదేవిధంగా ఈ పేపర్ సబ్జెక్ట్ భాష మార్చుకోవడానికి ఆన్లైన్లో ఉంచినటువంటి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి స్కానింగ్ చేసి AP TET eighteen at the rate of gmail dot కామ్కు మెయిల్ చేసినట్లయితే ఆ విధంగా మళ్ళీ పరీక్షా కేంద్రాలను కేటాయించడం జరుగుతుంది వాళ్ళకు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి